నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పారదర్శకంగా ప్రాజెక్టుల పనులు అవినీతిని సహించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టీకరణ ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకాలపై మార్గదర్శకాలు జారీ ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూలై ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రజావేదిక నుంచి చంద్రబాబు సామాగ్రి తొలగింపు మండిపడిన తెలుగుదేశం నేతలు అదేమీ సొంత భవనం కాదన్న బొత్స తెలంగాణ జూనియర్ డాక్టర్లతో మంత్రి ఈటెల చర్చలు సఫలం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన విద్యార్థి వైద్యులు తెరాస జిల్లా కార్యాలయాలకు ఎల్లుండే భూమి పూజ శంకుస్థాపన చేసే మంత్రులు జెడ్పీ చైర్పర్సన్ల జాబితా వెల్లడి సుప్రీం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని ప్రధానికి సీజేఐ లేఖ పదవీ విరమణ వయసు పెంపునకు సూచనలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభం జూలై ఐదున ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అన్ని ప్రాజెక్టులను పూర్తి పారదర్శక విధానంలో త్వరితగతిన పూర్తి చేయటమే లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు ఏ ప్రాజెక్టులో కూడా అవినీతిని సహించే ప్రసక్తి లేదని మరోసారి తేల్చి చెప్పారు వేర్వేరు ప్రాజెక్టులపై ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో సమావేశమైన జగన్ ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవకతవకలు నిధుల వ్యయం సహా పలు అంశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించిన జగన్ పూర్తి పారదర్శకంగా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు సాగునీటి ప్రాజెక్టులు సహా పలు విభాగాలకు చెందిన ప్రాజెక్టులపై పునః సమీక్ష కోసం వేసిన ఇంజనీరింగ్ నిపుణుల కమిటీతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సుదీర్ఘ చర్చలు జరిపారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కమిటీ విధులు అధ్యయన అంశాలపై జగన్ దిశానిర్దేశం చేశారు గత ప్రభుత్వ హయాంలో వేర్వేరు శాఖలకు సంబంధించి జరిగిన పనులపై అధ్యయనం చేయాలని ఆదేశించిన జగన్ ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు భారీగా పెంచారని ఈ అంశంపై సమగ్ర అధ్యయనం చేయాలని కమిటీకి సూచించారు రెండు గంటలకు పైనే జరిగిన సమావేశంలో రాష్ట్రంలో జలవనరుల శాఖ ఆర్ఎండ్బి మున్సిపల్ సిఆర్డీఏ ప్రాజెక్టులు నిర్మాణాల్లో అవకతవకలపై పరిశోధన చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు చెడిపోయిన వ్యవస్థను బాగు చేసే లక్ష్యంతో తాను పనిచేస్తున్నానని చెప్పిన జగన్ అవినీతి విషయంలో కళ్లు మూసుకోవాలని కొందరు తనపై ఒత్తిడి తెచ్చారని తాను అందుకు ఎట్టి పరిస్థితిలో సిద్ధంగా లేనని తేల్చి చెప్పారు పోలవరం సహా ఏపీలోని ప్రధాన ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ కు ఎక్కడ అవకాశముందో గుర్తించాలని ఇంజనీరింగ్ నిపుణులు అధికారులకు సీఎం ఆదేశించారు పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం గందర్ గందరగోళం చేసిందన్న జగన్ స్పిల్వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యాం కు వెళ్లారని అది కూడా పూర్తి చేయలేదని తెలిపారు ఈ కారణంతో పోలవరం వద్ద గోదావరిలో వెడల్పు తగ్గి భారీగా వరద వస్తే నాలుగు నెలలు పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత గడువులో పారదర్శకంగా పూర్తి చేయడం సహా అన్ని ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇంజనీరింగ్ విభాగాలతో పనిచేసి వారి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని పదిహేను రోజుల్లో మళ్ళీ మీటింగ్ అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ప్రభుత్వం పారదర్శకత విధానం దేశానికే సంకేతంగా ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పిన జగన్ అందుకే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామ వాలంటీర్ల నియామకానికి వైకాపా సర్కార్ సిద్దమైంది ఈ నియామకాలపై విధి విధానాలు వెల్లడించిన ఏపీ సర్కార్ ప్రతి యాభై ఏళ్లకు ఓ వాలంటీర్ను నియమించనున్నట్లు తెలిపింది ఇందుకోసం రేపు లేదంటే ఎల్లుండి కలెక్టర్లు నోటిఫికేషన్ వెల్లడించనుండగా ఆగస్టు పదిహేను నాటికి గ్రామ వాలంటీర్లు విధుల్లో చేరే విధంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయనున్నారు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చే లక్ష్యంతో గ్రామ వాలంటీర్లను నియమిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వైకాపా సర్కార్ చర్యలు చేపట్టింది ఈ మేరకు గ్రామ వాలంటీర్ల నియామకానికి మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి యాభై ఏళ్లకు ఓ వాలంటీర్ను నియమించనున్నట్లు తెలిపిన సర్కార్ వారికి నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నట్లు వెల్లడించింది గ్రామ వాలంటీర్ల నియామకం శిక్షణ వేతనాల కోసం ప్రతి ఏడాది పన్నెండు వందల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది ఒక్కో జిల్లాలో ఎంతమంది గ్రామ గ్రామ వాలంటీర్లు అవసరమవుతారనే అంశాన్ని నిర్ణయించి రేపు లేదా ఎల్లుండి కలెక్టర్ల నియామక నోటిఫికేషన్ ఇస్తారు స్థానికులకే ఈ పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా అభ్యర్థులు ఇంటర్మీడియట్ సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపింది గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి చదివితే చాలని పేర్కొంది ప్రస్తుత రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు చేపట్టాలని తెలిపిన ప్రభుత్వం ప్రతి వర్గంలో మహిళలకు యాభై శాతం పోస్టులు కేటాయించాలని వెల్లడించింది జూన్ ముప్పై నాటికి పద్దెనిమిదేళ్లు నిండి ముప్పై ఆరేళ్ల లోపు వారు ఈ పోస్టులకు అర్హులని పేర్కొంది గ్రామ వాలంటీర్ల కోసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి జులై ఐదు వరకు గ్రామ volunteer dot AP dot GOV dot in website ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది జులై పదిన వాటిని పరిశీలించి మరుసటి రోజు నుంచి జులై ఇరవై ఐదు వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించింది ఆగస్టు ఒకటిన ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆగస్టు ఐదు నుంచి పది వరకు శిక్షణ ఇస్తారని తెలిపింది ఆగస్టు పదిహేను నాటికి ఎంపికైన గ్రామ వాలంటీర్లు విధుల్లో చేరాల్సి ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు కట్టబెట్టారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమించారు విజయసాయిరెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు అమరావతిలోని ప్రజా వేదికను స్వాధీనం చేసుకున్న ఏపీ సర్కార్ అందులో నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన సామాగ్రిని బయటపడేయటం వివాదానికి దారితీసింది ప్రతిపక్ష నేతకు ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వటం లేదని తెలుగుదేశం శ్రేణులు నిరసనకు దిగాయి అయితే చట్ట ప్రకారమే ప్రజా వేదికను స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమావేశాలు సదస్సుల కోసం ఉపయోగించిన అమరావతి ప్రజావేదిక నుంచి చంద్రబాబుకు చెందిన వస్తువులను ఏపీ ప్రభుత్వ సిబ్బంది బయటపడేయడం చర్చనీయాంశమైంది ప్రజావేదికలోనే కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నట్లు నిర్ణయించిన సర్కార్ ఇవాళ ఆ భవనాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంది అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వ్యక్తిగత వస్తువులను బయటపడేయటంపై తెలుగుదేశం నాయకులు మండిపడ్డారు ప్రజావేదిక భవనాన్ని తమకు కేటాయించాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి రాసిన లేఖపై ఎలాంటి నిర్ణయం చెప్పకుండానే స్వాధీనం చేసుకోవడం ఏంటని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్యేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక దశలో ప్రజావేదిక వద్ద ఆర్డీఓతో తెలుగుదేశం ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ వాగ్వాదానికి దిగారు మాజీ ముఖ్యమంత్రికి ప్రభుత్వం కనీస గౌరవం ఇవ్వడం లేదని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ప్రజావేదిక ఉంది దీని గురించి లెటర్ రాశారు లెటర్ రాసినప్పుడు సమాధానం ఏదో ఒకటి చెప్పాలి ఆ లెటర్కి ఇంతవరకు కూడా సమాధానం ఇవ్వకుండా అందులో ఉండే సామాన్లని పక్కకు పడేసి వర్షంలో తడిచిపోయేటటువంటి పరిస్థితి చేయడం ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు ఈ పని చేయడాన్ని మేము నిరసిస్తున్నాం గర్హిస్తున్నాం అటు కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతుండగానే ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రావడం ఒకంత ఉద్రిక్తతకు దారితీసింది ప్రజా వేదిక వద్ద కలెక్టర్ల సదస్సుకు జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన బొత్స ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న విమర్శలను తోసిపుచ్చారు గత ప్రభుత్వం జరిపినట్టే కలెక్టర్ల సదస్సును ప్రజా వేదికలో నిర్వహిస్తున్నామన్న బొత్స ప్రతిపక్ష నేతకు తగిన గౌరవం ఇస్తామన్నారు ఈ కాన్ఫరెన్స్ హాల్ ప్రభుత్వ ధనంతో అది నిర్మించబడింది ఈ ప్రభుత్వం కక్షపూరితం కాదు చట్ట ప్రకారం చట్ట నిబంధనల ప్రకారం ఏ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమంకే ముందుకెళ్తారు తప్ప ఎవరి మీద వ్యక్తిగతమైన కార్యక్రమాలు చేయము గత ప్రభుత్వ కాలంలో ప్రతిపక్ష నాయుడికి ఏ అవకాశాలు కల్పించారో ప్రతిపక్ష నాయుడికి ఏ విధమైన గౌరవాలు ఇచ్చారో అదే విధంగా ఒక్క ఇంచి కూడా తగ్గకుండా అదే గౌరవాలని అదే నిబంధనల్ని ఈ ప్రభుత్వం కూడా పాటిస్తుందని మనం చేస్తున్నాం అదే నిబంధనల్ని ఈ ప్రభుత్వం కూడా పాటిస్తుందని మనం చేస్తున్నాం ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానమిస్తే ప్రజావేదికను తామే ఖాళీ చేసేవాళ్లమని తెలుగుదేశం నేతలు పునరుద్ఘాటించారు అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మెబాట పట్టిన జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు శాంతించారు ఈ సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జరిపిన చర్చలు ఫలించి విద్యార్థి వైద్యులు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు పదవీ విరమణ వయో పరిమితికి సంబంధించిన నిబంధనల రూపకల్పనలో తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్న మంత్రి హామీతో జూనియర్ వైద్యులు ఆందోళన విరమిస్తున్నట్టు తెలిపారు ఒప్పంద ఉద్యోగ వ్యవస్థ రద్దు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై తమ డిమాండ్లకు ఈటెల సానుకూలంగా స్పందించారని చేయాలని జూనియర్ వైద్యులు వెల్లడించారు ఇచ్చిన హామీల అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు చర్చలలో మినిస్టర్ గారు మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సానుకూలంగా స్పందించడం జరిగింది ఒక రిక్రూట్మెంట్ టైం బౌండ్ పీరియడ్ లో చేస్తామని చెప్పారు కాంట్రాక్ట్ వ్యవస్థను కూడా పూర్తిగా రద్దు చేయాలని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అడగడం జరిగింది రూల్స్ ఫ్రేమింగ్ విషయంలో యొక్క తెలంగాణ జూనియర్ డాక్టర్స్ ని కన్సల్ట్ చేసి ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తామని ఇవాళ మినిస్టర్ గారు హామీ హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క హామీలపై తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఇలా ఏదైతే సమ్మెకి పిలుపునిచ్చినామో ఇవాళ కాలప్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధన అధ్యాపకుల వయోపరిమితిని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ వైద్యుల సంఘం తెలిపింది సచివాలయంలో వైద్య ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ను కలిసిన వైద్యులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు బోధన ఆసుపత్రుల్లో వయోపరిమితి పెంపునకు జూనియర్ వైద్యులకు సంబంధం లేదని తెలిపిన వారు కొందరి ప్రోత్సాహంతోనే జూడాలు సమ్మె చేశారని అన్నారు ఈ రోజు సిద్దిపేట సూర్యపేట నల్గొండ మహబూబ్ నగర్ కాలేజీలలో ఎవరికి రిక్రూట్మెంట్ చేసినా రిక్రూట్మెంట్ చేస్తే ఆయన ప్రొఫెసర్ కాడు పన్నెండు ఏళ్ళు కాకుండా ప్రొఫెసర్ అయ్యే క్వశ్చన్ లేదు మానేలో గాని గాంధీలో గాని ప్రతి డిపార్ట్మెంట్ లో రెండు నుండి మూడు వేకెన్సీలు ఉన్నాయి మరి ఇక్కడున్న రిటైర్ అయిన డాక్టర్లు మరి అందరు కనుకపోతే మరి పీజీ సీట్లన్నీ కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ రోజు గవర్నమెంట్ ముందు చూపుతోని ఈ రోజు ఏజ్ హైక్ చేస్తే కొంతమంది అగనెస్ట్ చేస్తా ఉన్నారు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం తెరాస జిల్లా కార్యాలయాల శంకుస్థాపన ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది ఈ మేరకు జిల్లా కార్యాలయాలకు భూమి పూజ నిర్వహణ బాధ్యతలను మంత్రులు జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు అప్పగించారు ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల మధ్య భూమి పూజ చేయాలని నేతలకు కేటీఆర్ సూచించారు ఈ భూమి పూజకు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలు హాజరు కావాలని సూచించారు ఈ కార్యాలయాల భవన నమూనాలను పార్టీ అధినేత నేత ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఖరారు చేస్తారని కేటీఆర్ వివరించారు ఈ నెల ఇరవై నాలుగున ఇరవై ఎనిమిది జిల్లాల్లో భూమి పూజలు చేయనుండగా కరీంనగర్లో ఈటల రాజేందర్ నిర్మల్లో అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిజామాబాద్లో వేముల ప్రశాంత్ రెడ్డి జగిత్యాలలో కొప్పుల ఈశ్వర్ జనగాంలో ఎర్రబెల్లి దయాకర్రావు సూర్యాపేటలో జగదీష్ రెడ్డి మేడ్చల్లో మల్లారెడ్డి మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లాలో నిరంజన్ రెడ్డి భూమి పూజ చేశారు చేస్తారు మిగిలిన పంతొమ్మిది జిల్లాల్లో స్థానిక జడ్పీ చైర్పర్సన్లు పూజలు చేయనుండగా ఖమ్మంలో ఇప్పటికే శంకుస్థాపన చేశారు హైదరాబాద్ వరంగల్ అర్బన్లో స్థలాలు ఖరారు కావలసి ఉండగా వరంగల్ రూరల్లో స్థలం మార్చాలని స్థానిక నేతలు కోరుతున్నందున వాయిదా వేశారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆదివాసీలపై దాడులు పెరిగాయని ఆ పార్టీ ఎంపీలు మండిపడ్డారు దాడులను నివారించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు బంగాల్ కేరళలో నెలకొన్న పరిస్థితులే తెలంగాణలో నెలకొన్నాయన్న ఎంపీలు భాజపాకు అనుకూలంగా ఉన్న యువకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు పోలీసులు కూడా తెరాస నేతలకే వత్తాసు పలుకుతున్నారన్న సంజయ్ తెలంగాణ ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం లేదా భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రజల మీద దాడులు చేయడం ఇటువంటి పరిస్థితులను రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఒక సంఘటన జరిగినప్పుడు ఒక బాధ్యత పదవులు ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత మంత్రులు కానీ స్పందించి అటువంటి సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది సోషల్ మీడియా పేరుతో ముఖ్యంగా విద్యార్థులను యువకులను చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా దాన్ని భూతత్తులు పెద్దగా చూపెట్టి పోలీస్ స్టేషన్లు తీసుకురావడం అక్రమ కేసులు బనాయించే రాజ్యం నడుస్తున్నది కాబట్టి రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ప్రభుత్వం నడుస్తున్నది సుప్రీంకోర్టు హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పదవి విరమణ వయసు పెంచాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు హైకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయసు అరవై ఐదేళ్లకు పెంచాలని కోరారు పెండింగ్ కేసుల పరిష్కారం కోసం రాజ్యాంగం ప్రకారం విశ్రాంత న్యాయవాదులను పరిమిత కాలానికి తిరిగి నియమించుకునే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు ఈ మేరకు ప్రధానికి మూడు లేఖలు రాసిన జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టులో ఇప్పటికే యాభై కేసులు పెండింగ్ లో ఉన్నట్లు గుర్తు చేశారు కొత్త కేసులతో ఆ సంఖ్య ఇంకా పెరుగుతోందని వివరించారు న్యాయమూర్తుల కొరతతో ముఖ్యమైన కేసులకు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయలేకపోతున్నట్లు తెలిపారు ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు మరింత సమర్థంగా పనిచేస్తారు చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే విషయాన్ని పరిశీలించాలని ప్రధాన న్యాయమూర్తి కోరారు ప్రస్తుతం మూడు న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయన్న ఆయన వాటిని తక్షణమే భర్తీ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ప్రమాణ స్వీకారం చేశారు రాజభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్తో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు తెలిపారు జస్టిస్ చౌహాన్ ఇప్పటి వరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు ఇప్పుడు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరించారు తొలుత రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన జస్టిస్ చౌహాన్ రెండు జూన్ పదమూడు మూడున రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా రెండు వేల పదిహేను మార్చి పదిన కర్ణాటక హైకోర్టుకు బదిలీపై వెళ్లిన ఆయన రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై మూడున ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా వచ్చారు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ కోల్కతా హైకోర్టును బదిలీ కావడంతో మార్చి ఇరవై ఎనిమిది నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలను జులై పది నుంచి పదిహేడు రోజులు నిర్వహించాలని ఆర్థిక శాఖ ప్రభుత్వానికి సూచించింది సీఎం క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ బడ్జెట్లో ఉండాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈసారి బడ్జెట్లో నవరత్నాలకు నిధుల కేటాయింపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఏపీలో ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలన్న జగన్ ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని సూచించారు అనవసర ఖర్చులు తగ్గించాలని స్పష్టం చేశారు ప్రతి కౌలు రైతుకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రైతు భరోసా పథకం అమలు దస్త్రంపై తొలి సంతకం చేశారు కౌలు రైతులకు బీమా రుణాలు ఇతర రాయితీలు కల్పిస్తామన్న మంత్రి ఇందుకు ప్రత్యేక కార్డులను మంజూరు చేస్తామని చెప్పారు సహకార సంఘాల ఆధునికీకరణకు నూట కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు తెలిపిన కన్నబాబు రైతు సంక్షేమమే లక్ష్యంగా చిత్తశుద్దితో విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు కలియుగ వైకుంఠనాథుని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే సామాన్య భక్తుడికి అధిక ప్రాధాన్యమిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు ఈ ఉదయం ఆనంద నిలయం గరుడ ఆల్వార్ సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు అనంతరం అధికారులు ఆయనకు స్వామివారి శేషవస్త్రం తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం మాట్లాడిన సుబ్బారెడ్డి స్వామివారి ఆభరణాలకు సంబంధించిన వివాదాలపై సమ సమగ్ర విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు మరో పది రోజుల్లో పూర్తిస్థాయి ధర్మకర్తల మండలి ఏర్పాటవుతుందని చెప్పారు తిరుమలలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించి చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి చెప్పారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పే రోజు ఒకటే చెప్పారు దేవస్థానం ప్రతిష్ట మన హిందూ ధర్మాచారాల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మన తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టని పెంచే కార్యక్రమం చేయటమే నాకు ప్రథమ కర్తవ్యం అని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దానికి పూర్తి స్థాయిలో బోర్డు వచ్చినాక ఏ విధమైన కార్యక్రమాలు చేయాలో ఆగమ శాస్త్రాల ప్రకారం ఇంకా భక్తులకి ఏ విధంగా మేలైన దేవస్థానం యొక్క ప్రసిద్ధ పెంచి భక్తులకు మేలు ఏ విధంగా చేయగలము బోర్డు సభ్యులతో అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వరంగల్లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ప్రవీణ్ను ఉరితీయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని పౌర సమాజం ముక్త కంఠంతో నినదిస్తోంది ప్రవీణ్ను ఉరితీయాలంటూ హన్మకొండ చౌరస్తా ఏకశిలా పార్క్ అదాలత్ వద్ద రాస్తారోకో నిర్వహించారు కాళోజీ కూడలి వద్ద టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు భారీ ఎత్తున యువత రోడ్లపైకి చేరుకుని కలెక్టరేట్కు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా నర్సంపేటలో మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ ఉద్యోగులు సరూర్ నగర్ నుంచి కొత్తపేట చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు కరీంనగర్లో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు చిన్నారులపై పాశవికంగా దారుణాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు మాకు జస్టిస్ చేయకున్నా పర్వాలేదు కానీ అతనికి హ్యాంగ్ చేయొద్దు పాప ఎలా చనిపోయిందో ప్రతి ఒక్క పాటు ఆయనను అలా హింసించాలి గవర్నమెంట్ మూడు పూటలు పోషించి అందులో జైల్లో పెడుతుంది కదా అలా చేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఎవరు ఊరుకోరు ఆ వాళ్ళ కడుపు కోతకు న్యాయం జరగాలి కంపల్సరిగా ఇన్నాళ్ళు మేము బయటకు వెళ్తే ఒక చిన్న బిడ్డను ఎత్తుకోవడానికి ఫ్రీడమ్ ఉండేది ఇప్పుడు మేము వెళ్తే ఎవరు మాకు ఇచ్చే ఫ్రీడమ్ లేదు బస్ స్టాండ్ లో నుంచి ఆడపిల్ల అన్న పాపను ఎత్తుకో వాష్రూమ్ కు పోయిస్తాను ఇవ్వలేదు అలా అయిపోయింది ఈ మూడు రోజుల్లో ఐదు ఐదు రేపులు జరిగినాయి మీరు ఏం చేస్తున్నారు సార్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మాత్రమే సెక్యూరిటీ ఉంది ఓట్లు వేసిన వాళ్ళకి సెక్యూరిటీ లేదు సార్ మీరు ఒక్క పని చేయండి సార్ ఏమైతుంది సార్ మీరు కనుసాగా చేస్తే చచ్చిపోతాను నా కొడుకు లేకపోతే పదిహేను సెకండ్లు మాకు వదిలిపెట్టండి మేము చూసుకుంటాం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివానపర్తి గ్రామంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది ముచ్చర్ల యాదయ్య అనే రైతు వ్యవసాయ బావి వద్ద ఆవుపై దాడి చేసిన చిరుత దాన్ని చంపడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారం వ్యవధిలోనే చిరుత పలుమార్లు వ్యవసాయ బావుల వద్ద మేకలు ఆవులపై దాడి చేసిందని రైతులు చెప్పారు మేడిపల్లి కొత్తపల్లి గ్రామాల శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని వ్యవసాయ పనుల కోసం బావుల వద్దకు వెళ్లడానికి భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు చెబుతున్నారు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి పలువురిని మోసం చేసిన శ్రీలత అనే మహిళను రాచకొండ సైబర్ నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు చిత్తూరు జిల్లా వాయిల్పాడుకు చెందిన శ్రీలత తన నివాసాన్ని బెంగళూరుకు మార్చి తుమ్మల శ్రీదేవి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాను సృష్టించింది ఈ ఖాతా ద్వారా ఈటీవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్లని నమ్మించి పలువురిని మోసం చేసినట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు గతేడాది వంశీ అనే వ్యక్తి నుంచి యాభై వేల రూపాయలు వసూలు చేయగా రెండు వేల పదిహేడులోనూ మ్యాట్రిమోనీ పేరుతో క్రాంతి అనే యువకుడి నుంచి మోసపూరితంగా ఆరు లక్షలు వసూలు చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసుల విచారణలో తేలింది జూలై ఐదున ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభమైంది బడ్జెట్ ముద్రణ ప్రారంభానికి ముందు సంప్రదాయబద్దంగా చేపట్టే హల్వా తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి హల్వాను పంచిపెట్టారు హల్వా తయారీ తర్వాత ఆర్థిక శాఖ సిబ్బంది బడ్జెట్ ముద్రణలో నిమగ్నమయ్యారు ఈ రోజు నుంచి సిబ్బంది ముద్రణ కేంద్రంలోనే ఉండాల్సి ఉంటుంది కేంద్రం జులై ఐదున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ముద్రణా ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది ఎవరితో సంబంధాలు లేకుండా పనిచేయనున్నారు యోగా దినోత్సవ వేళ ఉత్తరప్రదేశ్ మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మీనారాయణ ప్రభుత్వ ఉద్యోగితో షూ తొడిగించుకోవడం వివాదానికి దారితీసింది యూపీలోని షాజహాన్పూర్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి చేత తన షూ తొడిగించుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి అటు తన చర్యను సమర్థించుకున్న లక్ష్మీనారాయణ రాముడు వనవాసానికి వెళ్లే ముందు భరతుడు పాదరక్షలు తొడిగినట్టే ప్రభుత్వ ఉద్యోగి తనకు షూ తొడిగారంటూ చెప్పారు దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు మెహ్రోలీ ప్రాంతంలో ప్రైవేటు ట్యూటర్గా పనిచేస్తున్న ఉపేందర్ శుక్లా అనే వ్యక్తి శుక్రవారం రాత్రి కట్టుకున్న భార్యను రెండు నెలల చిన్నారి సహా ముగ్గురు పిల్లల్ని కడతేర్చాడు నలుగురు నిద్రిస్తున్న సమయంలో అందరినీ గొంతు కోసి హత్య చేశాడు ముగ్గురు పిల్లల్లో రెండు నెలల చిన్నారి సహా ఐదేళ్ల కొడుకు ఏడేళ్ల కుమార్తె ఉన్నట్టు పోలీసులు తెలిపారు ఈ సమాచారం తెలిసి ఉపేందర్ శుక్లాను అరెస్టు చేసిన పోలీసులు హత్యలు ఎందుకు చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు కొన్ని రోజుల నుంచి తమిళనాడు ప్రధానంగా రాజధాని చెన్నై తీవ్ర నీటి ఎద్దడితో సతమవుతున్న వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం వరుణుడి కరుణ కోసం ఆ దేవుణ్ణే ఆశ్రయించింది సకాలంలో వర్షాలు కురిసి నీటి కష్టాల నుంచి బయటపడేయాలంటూ తమిళనాడు ప్రభుత్వ పెద్దలే పూజలు యజ్ఞయాగాలు చేస్తున్నారు ఈ మేరకు చెన్నైలోని పురసవాల్కంలోని ఆరుల్మిగు గంగదీశ్వర ఆలయంలో అధికార పార్టీ ఏఐఏడిఎంకే యజ్ఞం నిర్వహించింది ఈ కార్యక్రమంలో తమిళనాడు మంత్రి డి జయకుమార్ పాల్గొన్నారు చెన్నైలో కరువు తాండవిస్తోందని ఈ విపత్కర పరిస్థితులు తొలగిపోయి వర్షాలు కురవాలని ప్రకృతి దేవతలను ఆరాధిస్తున్నట్లు మంత్రి చెప్పారు ముఖ్యాంశాలు మరోసారి ఆంధ్రప్రదేశ్లో అత్యంత పారదర్శకంగా ప్రాజెక్టుల పనులు అవినీతిని సహించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టీకరణ ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామకాలపై మార్గదర్శకాలు జారీ ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూలై ఐదు వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రజావేదిక నుంచి చంద్రబాబు సామాగ్రి తొలగింపు మండిపడిన తెలుగుదేశం నేతలు అదేమీ సొంత భవనం కాదన్న బొత్స తెలంగాణ జూనియర్ డాక్టర్లతో మంత్రి ఈటెల చర్చలు సఫలం సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన విద్యార్థి వైద్యులు తెరాస జిల్లా కార్యాలయాలకు ఎల్లుండే భూమి పూజ శంకుస్థాపన చేసే మంత్రులు జెడ్పీ చైర్పర్సన్ల జాబితా వెల్లడి సుప్రీం హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని ప్రధానికి సీజేఐ లేఖ పదవీ విరమణ వయసు పెంపునకు సూచనలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ముద్రణ ప్రక్రియ ప్రారంభం జూలై ఐదున ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఇటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం